అర్థమైందా సరేనా ఇప్పుడు దీనికి ఇద్దాం మంచి ప్లేస్ సెలెక్షన్ చేద్దామా ఏం చెప్తామారా ఏ ఇంట్లో ఏమైనా పేపర్ వచ్చింది ఇది ఏంద్రా మొత్తం అసలు రాదారా ఏంది ఇట్లా వచ్చింది గిఫ్ట్ ఫర్ సేల్ అయ్యా ఏరా వస్తే ఆగ్రా అయ్యా చూద్దాం పైడు పైడు brand is brand is brand వాసి మాత్రం జబర్దస్త్ ఉంది ఇది కూడా కావాలంటే డబ్బాని పట్టుకో ఈ కవర్ ధర జాగ్రత్త దీనికి పేపర్ ధర జాగ్రత్త పట్టుకో కొద్దిగా దుసరా హే దుసరా ఏం కాదు బట్టు సెట్ అవుతుంది కానీ పైడు బ్రాండ్ ఇదిగో ఫ్రెండ్స్ మామూలు ఒకటే వాచ్ అనుకుని బుక్ చేసారు కొంచెం వేరే వేరే కొంచెం డిఫరెంట్ కలర్ లో వచ్చింది అంతే ఏం తేడా లేదు ఏడు తీసినావు ఓకేనా watch have a nice day ఇది వచ్చింది టాటా good bye oh my God ఏమైనా ఉంటే దీనికి కాల్ వస్తుంది ఇట్లాంటిది అయితే వస్తుంది నమ్మి మోసపోయారు మీరు రిటర్న్ చేద్దామంటే ఇది ఉండాలి పక్క హండ్రెడ్ పర్సెంట్